హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు హోల్సేల్ మార్కెట్కి వచ్చాము వరకప్పు కింద సిద్ధాపులో చూడండి ఒకసారి బట్టలన్నీ చాలా తక్కువ రేటు చాలా అంటే చాలా తక్కువ చూడవచ్చు మీరు చాలా తక్కువ అండి ఇవన్నీ కూడా షార్ట్లు ప్యాంట్లు ఇన్ని బాగుంటే పర్లేదు మంచి క్వాలిటీ పర్లేదు టీ షర్ట్లు కూడా మంచివి ఉన్నాయి నూజ్ తిన్నారు మూడు వందల ఐపీఎల్స్ ఇంకా రకరకాల సైజులను పెట్టి కూడా రేట్లు ఉంటాయి ఇవన్నీ వచ్చేసి చిన్నపిల్లలు ఇవి చిన్నపిల్ల ఆడపిల్లలు ఇవి ఈ పక్కన చూడండి కంబల్స్ బెడ్షీట్స్ కూడా మంచి ఐటమ్స్ ఉన్నాయి ఇక్కడ ఇది పెద్ద మాల్లో కొంటే మనం ఒకటి ముప్పైదున్నరలో అలా ఉంటుంది ఇక్కడ స్టార్టింగ్ వచ్చి ఏడున్నరలో లాస్ట్ వరకు ఇరవై ఇరవై పదిహేను కూడా ఉంది ఇక్కడ మంచి బ్రాండ్ ఇవి చాలా గట్టిగా ఉన్నాయి బరువు ఎక్కువ మంచి సైజులు కూడా ఉన్నాయి మంచానికి అయితే కరెక్ట్గా జరిగిపోతాయి చిన్నవి పెద్దవి కూడా సైజులు దొరుకుతాయి ఇక్కడ చాలా తక్కువ రేటు మురగప్పు కింద సిద్ధాపులో ఉంటుంది ఇవన్నీ కూడా ఎవరైనా మన తెలుగులో వచ్చిన వాళ్ళు ఎవరైనా ఇంటికి వెళ్తారు కదా సాగరపడిన వాళ్ళు వచ్చి తీసుకెళ్ళండి ఇక్కడి నుంచి చాలా బరువు ఉంటాయి మంచి కాస్ట్లు మాట ఇవి వాటిని పెట్టుకొని కూడా వాళ్ళు బాక్స్ ఇస్తారు ఆ బాక్స్లో స్వీట్ కేసు ఇస్తారు వాళ్ళు దానికి కరెక్ట్గా సరిపోతుంది మీరు ఎవరైనా కార్గో వేసుకోవాలన్నా లేకపోతే ఇంటికి పెట్టుకెళ్ళాలని కూడా బాగుంటుంది పెట్టుకోవడానికి ఈ బట్టలు లేడీస్ చిన్నపిల్లలు ఇవి లేడీస్ పర్సనల్ ఇవి అన్నీ కూడా చాలా తక్కువ రేట్ ఇక్కడ ఈ మనం పెద్ద షాపులో ఉండాలంటే ఒకటి డిన్నర్ అలా ఉంటుంది డిన్నర్ న్యూస్ స్టార్టింగ్ అలా ఉంటుంది ఇక్కడ చాలా తక్కువ ఇవన్నీ కూడా ఆడపిల్లలకు సంబంధించినవి బట్టలు ఇవి కూడా తక్కువ రేటు చాలా తక్కువ రేటు కనిపిస్తుంది కదా టీ షర్ట్లో మంచి మంచి ఈసారి చాలా మంచి బట్టలు వచ్చాయి బాగున్నాయండి అవి బట్టలు ఎవరైనా కవర్ వచ్చి తీసుకోండి మన వాళ్ళు ఇంటికి పంపించుకోండి టీషర్ట్లు కూడా బాగున్నాయి తినారు న్యూస్ తినారు సాబమీ కంసును చాలా తక్కువ రేటు మాలీలో సిద్ధబ్బ కన్నా ఇక్కడ కొద్దిగా పర్లేదు ఖాళీగా ఉంటుంది చక్కగా మనకి ఎంతసేపు అయినా సరే చూసుకొని కొనుక్కోవచ్చు ప్రతిది కూడా ఇక్కడ ప్రతిదీ ఉంటుంది ఇక్కడ బ్యాగులు స్వీట్ కేసులు పక్కన షూస్లు కూడా తక్కువ అండి రెండు న్యూస్ స్టార్టింగ్ వచ్చి ఐదు ఐదు దినాలు కూడా ఉంది ఇక్కడ స్టార్టింగ్ వచ్చి రెండు న్యూస్ దినాలు ఇవి కూడా బాగున్నాయి పర్లేదు ఇది లేడీస్ ఇవి ఆ పక్కన బాయ్స్ బాయ్స్కి పర్సనల్ కూడా ఇక్కడ మంచి బ్రాండే అంతా కూడా బాగుంది స్టార్టింగ్ వచ్చి తిన్నారు రెండు వందల ఐపీఎల్స్ ఈ పక్కన బాయ్స్ లేడీస్ లేడీస్కి వాచ్లు కూడా బాగున్నాయండి స్టార్టింగ్ వచ్చి తిన్నారు తిన్నారు న్యూస్ అలా కూడా ఉన్నది లాస్ట్ ఏడు ఏడు వరకు కూడా సైన్స్ ఉంది ఇక్కడ మంచి గోల్డ్ వాచ్లు కూడా ఉన్నాయి లేడీస్ కూడా రింగ్స్ అయ్యండి బ్యాండ్స్ గాజులు అన్నీ ఇక్కడ ఉంటాయి లేడీస్కి కూడా మంచిగా ఉన్నాయి ఇక్కడ ఎక్కడికి వెళ్ళకుండా మొత్తం అన్నీ ఇక్కడే కొనుక్కొచ్చండి ఎవరైనా షాప్ వాళ్ళు సబ్బులు కూడా రెండు పక్కన ఓకే ఫ్రెండ్స్ ఎక్కువ శాతం ఎవరైనా మన వాళ్ళు షాప్ వాళ్ళు వచ్చి ఇక్కడ తక్కువలో రేట్లు ఉంటే కొనుక్కొని పెట్టుకోవాలండి ఇది ఇలా పైకి వెళ్ళిపోవాలి మెయిన్ రోడ్కి ఆ పక్కనే బస్ స్టాండ్ కనపడుతుంది కదా ఈ పక్కన బస్ స్టాండ్ ట్యాక్సీలు బస్సులు కూడా అన్ని దగ్గరగా అందుబాటులో ఉంటుంది ఎవరైనా వచ్చి తీసుకెళ్ళండి ఓకే ఫ్రెండ్స్ ఎవరైనా కొత్త వాళ్ళు ఉన్నారు కదా ఇప్పుడు కొత్తగా వచ్చారు చాలామంది వాళ్ళ కోసమే ఈ వీడియో పాత్రల కోసం కాదండి ఓకే ఫ్రెండ్స్ మన ఇండియా వాళ్ళు కొత్తగా వచ్చారు చాలామంది కొత్తగా వచ్చారు కదా వాళ్ళ కోసమే పెట్టింది వీడియో అది ఎవరైనా ఇంటికి వెళ్ళి వాళ్ళు వచ్చి చూసుకొని మంచి సామాన్లు కొనుక్కొని వెళ్ళండి okay friends thanks for watching